రిజిస్ట్రేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా నాకు నామినేషన్ కొరకు వేయించడానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన నందము తారక రామారావు గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వరరెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు సిబిఐ నాయకులకు సాంబశివరి గారికి అదేవిధంగా సిపిఎం నాయకులు మన తమ్మినేని సీతారామ వీరభద్రం గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న నా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరు తన వచ్చి నమస్కారం చేస్తా తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం కూడా కలిసి తెలంగాణను సాధించుకొని తెలంగాణను సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఒక కుటుంబ సభ్యునిగా మునుగోడు అభ్యర్థిగా నాకు రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చి మీ మీ వద్దకు పంపిస్తే మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యేకి గెలిపించిన దాంట్లో మీ అందరు రుణం తీసుకోవాలని ఈ ప్రాంత రుణం తీసుకోవాలని నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత ప్రాంత సమస్యలన్నీ చెప్పగా ఆరు వందల కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ నిధులతోటి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నిటిని నిర్మాణం చేసుకొని అదేవిధంగా మౌలిక వసతులన్నీ తీర్మానం చేసుకొని ఈ సప్పుడు నాకు అడ్డగొలిగి వస్తుందన్న వందల కోట్ల నిధులను తెచ్చుకొని అభివృద్ధి చేసుకున్నాం కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే ఈ ప్రాంతంలో కలియే జరిగిన వ్యక్తిగా ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధిని గమనించి ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూలన కొరకు తాగునీళ్లు కావాలని అదేవిధంగా సాగునీళ్లు కావాలని చెప్పిన సందర్భంలో ఇక్కడ సాగునీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవటం కొరకు కేసీఆర్ గారు రెండు వేల కోట్ల రూపాయలు నిధులిచ్చి శివన్నగూడెం రిజర్వాయర్ను అదేవిధంగా చెర్రగూడెం రిజర్వాయర్ పనులను మనం మొదలు పెట్టుకున్నాం పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైనను అయినా కానీ నేను ఓటమి అయింది అని బాధపడకుండా కూడా ప్రజల మధ్యలోనే ఉండి పాలలో నీళ్ళలాగా కలిసి ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుట్ల తారక రామారావు గారి సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకొచ్చి అందించి మీ రుణం తీసుకునే విధంగా ప్రయత్నం చేసినాను కానీ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది అయినా కానీ సమస్యల పరిష్కారం కొరకు మంత్రి గారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా మన పెద్దలు కల్వకుట్ల తారక రామారావు గారి సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకొచ్చి అందించి మీ రుణం తీసుకునే విధంగా ప్రయత్నం చేసినాను కానీ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం అభివృద్ధి అంతా ఆగిపోయింది అయినా కానీ అయినా కానీ నేను మీ అందరి మధ్యలో ఉండుకుంటూ మీ సహకారంతో వెళ్తున్న సందర్భాన ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికలో మళ్ళీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి దీవించి పంపిస్తే నేను ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే కోరికతో మీ ముందు ఈరోజు నిలిచిని నామినేషన్ వేయబోతా ఉన్నాను మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ఆగిపోయిన పనులన్నిటిని కూడా కేసీఆర్ గారికి మెప్పించి గారు నిండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాభివృద్ధిలో నేను భాగస్వామ్యం అని తెలియజేస్తా ఉన్నాను మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఈయన రాజీనామా చేసిన ఆయన మళ్ళీ బీజేపీ పార్టీలో చేరినాడు అది కూడా ప్రతిపక్ష పార్టీ ఈయన గారు మొన్న పద్దెనిమిదిలో ఎన్నిక ఏ రోజు ప్రజలకు అగుపడలేదు ఎక్కడ ఉందో తెలియదు ఈయనకు ఈ ప్రాంతం వాడు కాదు పక్క ఆయన ఎంతైనా ఇంటోడు ఇంటోడే బయటోడు బయటోడే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ ఆయన నా లోకల్ అందుకే ఒకసారి నన్ను ఆశీర్వదించి దీవిస్తే ఈ ప్రాంతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఆ గెలుపును కేసీఆర్ గారికి కార్కగిచ్చి కారు నిండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో పాల్పంచుకుంటాను మీ అందరికీ తల వచ్చి నమస్కారం చేస్తాం జై తెలంగాణ పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి